హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీ ఫ్రెండ్స్ బర్త్డే అయినా ఎప్పుడైనా ట్వెల్వ్ ఓ క్లాక్కి వాట్సాప్ షెడ్యూల్ మెసేజ్ చేయాలంటే ఆప్షన్ అనేది వాట్సాప్లో ఉండదు అది ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తా చూడండి బిజీ ఉన్నప్పుడు మీ మొబైల్లోకి వెళ్ళి ఆటో రిప్లై అనేది ఎలా వెళ్ళాలో కాన్ఫిగరేషన్ చూపిస్తా ఈ యాప్లో వచ్చేసి చూడండి మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి యాప్ నేమ్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఆటో రిప్లై ప్రో ఈ యాప్ వచ్చేసి మనకు టూ టెన్ రూపీస్కి ప్లేస్టోర్లో దొరుకుతుంది నేను ఈ వీడియో కింద ఒక లింక్ ఇస్తున్నా ఆ లింక్తో పాటు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు అప్పుడు యాప్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది నేను యాప్ని వచ్చేసి ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన అది ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తున్నా చూడండి యాప్ అనేది ఆటో రిప్లే ప్రో ఇది నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నా ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ అనేది ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో మీకు చూపిస్తా చూడండి యాప్ అనేది మనకు ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుంది యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ని నేను ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు స్కిప్ అనండి స్కిప్ అన్న తర్వాత యాప్ని నేను ఇప్పుడు మినిమైజ్ చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు యాప్ అనేది మనకు ఫ్రీగా డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఇంతకుముందు మనకు వచ్చేసి టూ టెన్ రూపీస్ చూపెట్టింది ఇప్పుడు యాప్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ అయిపోయింది యాప్ అయిన తర్వాత నేను యాప్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ యాప్ని ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి ఫైల్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి రీస్టోర్ మీద స్కిప్ చేయండి స్కిప్ చేసిన తర్వాత మీకు ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చూపిస్తుంది ఇప్పుడు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు యాక్షన్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అని క్లిక్ చేయండి క్యాన్సిల్ అయిపోతుంది దాని తర్వాత ఎలా కాన్ఫిగరేషన్ చేయాలంటే యాడ్ ఉంది కదా యాడ్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి బిజీ అని ఉంది కదా అక్కడ వాళ్ళ నేమ్ ఇవ్వండి మీరు ఏం నేమ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ నేమ్ ఇవ్వండి నేను తెలుగు టెక్ అని ఇచ్చిన డైరెక్ట్ వచ్చేసి వచ్చేసి మెసేజ్ అని ఉంది కదా అక్కడ వచ్చేసి మీరు బిజీ ఉన్నప్పుడు మీ మొబైల్లోకి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమని మెసేజ్ చేయాలో ఇక్కడ అది టైప్ చేయండి నేను వచ్చేసి సబ్స్క్రైబ్ తెలుగు టెక్ అని టైప్ చేస్తున్నా నేను బిజీ ఉన్నప్పుడు నా మొబైల్కి వెళ్ళి ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే ఈ మెసేజ్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది దాని తర్వాత వచ్చేసి ఐ కాల్ యూ లెటర్ అని కూడా నేను టైప్ చేస్తున్నా టైప్ చేసిన తర్వాత మీరు కింద వచ్చేసి సెలెక్ట్ ఛానల్ అని అంటే మీకు ఎందులో నుంచి రిప్లై వెళ్ళాలి వాళ్ళు మీకు మెసేజ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నేనైతే వాట్సాప్ మీద సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసి మీరు గ్రూప్కి వెళ్ళాలా లేకపోతే మీరు ఇండివిజువల్ కాంటాక్ట్కి వెళ్ళాలా ఇక్కడ అడుగుతుంది నేను వచ్చేసి నా కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుంటుంది ఇక్కడ పెట్టుకున్న తర్వాత యాడ్ నొక్కండి ఇక్కడ వచ్చేసి మీరు ఎవరెవరి నెంబర్ పెట్టుకుంటే వాళ్ళందరికీ ఆటో రిప్లై అని వెళ్ళిపోతుంది ఒకవేళ మీరు పెట్టుకోలేదనుకో వాళ్ళ నెంబర్కి అనేది ఆటో రిప్లై వెళ్ళదు దాని తర్వాత వచ్చేసి సేవ్ అనండి సేవ్ అన్న తర్వాత మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు యాడ్ మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత సెట్ టైం ఉంది కదా ఇక్కడ ఏ టైం నుంచి ఏం వరకు మీరు బిజీ ఉంటారో ఇక్కడ వచ్చేసి ఆ టైంని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టండి ఓకే కొట్టిన తర్వాత సేవ్ చేయండి మీరు వచ్చేసి ఏ టైం నుంచి వెళ్ళి ఏ టైం వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసారో ఆ టైం వరకే మీకు ఆటో మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది మీరు ఏ కాంటాక్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి దాని తర్వాత వచ్చేసి టర్న్ ఆన్ ఆఫ్ అని ఉంది కదా అది మాత్రం కంపల్సరీ ఆన్ చేయాలి అది ఆన్ ఉంటేనే మీకు వచ్చేసి మెసేజ్ అనేది ఆటో రిప్లై వెళ్ళిపోతుంది నేను ఆన్ చేసిన తర్వాత పర్మిషన్ అడిగింది పర్మిషన్ ఎనేబుల్ చేసిన ఇప్పుడు ఆటో రిప్లై అనేది ఆన్ అయిపోయింది ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తా చూడండి నా వాట్సాప్ నేను ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత నా ఏ నెంబర్కి అయితే పెట్టుకున్నానో ఆ నెంబర్కి నేను మెసేజ్ చేస్తున్నా చూడండి హలో అని మెసేజ్ చేసిన నాకు వచ్చేసి అక్కడి నుంచి ఆటో రిప్లై వస్తుంది చూడండి నేను అక్కడ మెసేజ్లో అయితే ఏం టైప్ చేసినో subscribe Telugu tech I calculator అని అదే వస్తుంది చూడండి మనకు ఇలా ఈ యాప్ అనేది పనిచేస్తుంది మీరు బిజీ ఉన్నప్పుడు ఈ యాప్ని మీరు యూజ్ చేసుకోండి చాలా నీట్ఫుల్గా ఉంటుంది ఈ యాప్లు వచ్చేసి ఇండివిజువల్గా ఎవరెవరికి ఏ మెసేజ్ చేయాలో ఆటో మెసేజ్ ఇండివిజువల్ కాంటాక్ట్ కూడా మనకి యాప్లో యాడ్ చేసుకోవచ్చు ఈ యాప్లో వచ్చేసి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి ఈ యాప్ని మీరు ట్రై చేయండి ఈ యాప్ వచ్చేసి మనం ఫేస్బుక్ మెసెంజర్ నార్మల్ మెసేజ్ వాట్సాప్కి ఈ యాప్ అనేది మనం ఎక్కువ యూజ్ అవుతుంది ఈ యాప్ వచ్చేసి మీకు ప్లేస్టోర్లో టూ టెన్ రూపీస్కి దొరుకుతుంది నేను ఈ వీడియో కింద ఒక లింక్ ఇస్తున్నా ఆ లింక్తో పాటు డౌన్లోడ్ చేసుకోండి యాప్ని ఫ్రీగా యూజ్ చేసుకోండి ఈ e యాప్ వచ్చేసి ఇట్ ఇది వచ్చేసి మీకు వాట్సాప్ షెడ్యూల్ మెసేజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది ఇది స్టోర్లో ఫ్రీగా దొరుకుతుంది యాప్ వచ్చేసి ఓపెన్ అయిన తర్వాత మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి లేకపోతే ఫేస్బుక్తో లాగిన్ అండి ఫేస్బుక్తో లాగిన్ అయిన తర్వాత మీకు కాన్ఫిరేషన్ అనేది నేను చూపిస్తా ఇలాను ఇప్పుడు యాప్ అనేది లాగిన్ అయిపోయింది లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఆటో షెడ్యూల్ మెసేజ్ ఎందులో కావాలో ఆప్షన్స్ వచ్చినాయి కదా ఇందులో మీరు వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఎనేబుల్ కంపల్సరీ చేయాలి ఎనేబుల్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది మనకు అప్పుడు ఎనేబుల్ అయిపోతుంది యాప్ వచ్చేసి ఎనేబుల్ అయిపోయిన తర్వాత మనకు షెడ్యూల్ మెసేజ్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి యాప్లోకి వెళ్ళి యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ కాంటాక్ట్ వాట్సాప్ కాంటాక్ట్ మీరు ఎవరైతే వాట్సాప్ షెడ్యూల్ మెసేజ్ చేయాలో వాళ్ళ కాంటాక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత వాళ్ళ మెసేజ్ వచ్చేసి వాళ్ళకు షెడ్యూల్ మెసేజ్లో ఏం మెసేజ్ వెళ్ళాలి ఆ టైంకి వచ్చేసి అది రాయండి రాసిన తర్వాత మీరు డేట్ సెలెక్ట్ చేసుకోండి ఏ డేట్ నాడు వెళ్ళాలో ఏ టైంకి వెళ్ళాలో టైం డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ అని ఉంది కదా రైట్ సైడ్కి ఆ సేవ్ నొక్కండి సేవ్ నొక్కిన తర్వాత ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా వాళ్ళకు మెసేజ్ అనేది ఆ టైంకి వెళ్ళిపోతుంది బిజినెస్ ఉన్న వాళ్ళకు ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎవరైనా కస్టమర్స్ వాళ్ళకు మెసేజ్ చేసినప్పుడు మీ మీరు బిజీ ఉన్నప్పుడు మీ మొబైల్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఆటో రిప్లై అనేది మొబైల్లో చేసుకోవచ్చు వాట్సాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పెండింగ్ మెసేజ్ చూపిస్తుంది నేను షెడ్యూల్ మెసేజ్ పెట్టాను కదా ఆ షెడ్యూల్ మెసేజ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి పెండింగ్లో ఉంది ఇంకా టైం కాలేదు కాబట్టి సెండ్ కాలేదు నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో ఒక మెసేజ్ని మీరు ఫైవ్ మెంబర్స్ కానీ ఎక్కువ షేర్ చేయలేరు సింగిల్ టైంలో ఆ సింగిల్ టైంలో ఎలా షేర్ చేయాలో నేను చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ మెసేజ్ని ఫైవ్ మెంబర్స్ కన్నా ఎక్కువ నేను షేర్ చేయలేకపోతున్నా ఇలా వస్తుంది దీన్ని వచ్చేసి ఎట్ టైం అందరికీ ఇండివిజువల్ మెసేజ్లో ఎలా పోవాలంటే నేను ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు మీరు బ్యాసప్లో బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చిన తర్వాత సెట్టింగ్ మీద క్లిక్ చేసి న్యూ బ్రాడ్కాస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎంతమందికైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఏమైనా టైప్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్ చేసి సెండ్ కొట్టండి ఇండివిజువల్గా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది బ్రాడ్కాస్ట్ చేసినట్టు వాళ్ళకి తెలియదు